హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం ఈరోజు మనం అంగ పరిమాణాన్ని పెంచే ఒక అద్భుతమైనటువంటి ఆయిల్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాము చాలా మంది కూడా ఈ అంగ పరిమాణం పెంచుకోవడం కోసం మమ్మల్ని కాంటాక్ట్ చేస్తున్నారు చాలా మంది కూడా మేము చెప్పడం జరుగుతుంది ఇటీవల కాలంలో ఆన్లైన్ అంటే అమెజాన్ ద్వారా కూడా ఈ ఆయిల్ ని మేము సప్లై చేయడం అనేది కూడా జరుగుతుంటుంది సో మళ్ళీ ఒకసారి దాని గురించి చాలా మంది తెలియాలి కావాలని అడుగుతున్నారని చెప్తున్నారు అంటే వాడే విధానం గురించి చూడండి ఇదే వచ్చేసి ఆయిల్ సో దీని పేరు వచ్చేసి గోల్డెన్ నైట్ మసాజ్ ఆయిల్ అండి ఫర్ మెన్స్ ఓన్లీ అయితే దీన్ని ఎలా పర్చేస్ చేయాలి అంటే అమెజాన్ ద్వారా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు కింద దానికి సంబంధించిన లింక్ ఇస్తాను నేను ఆ లింక్ క్లిక్ చేసి మీరు అమెజాన్ ద్వారా కూడా పర్చేస్ చేయవచ్చు లేదా నేరుగా మా వద్ద కూడా పర్చేస్ చేయవచ్చు అమెజాన్ లో దీని కాస్ట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంది ఒకవేళ మా దగ్గర కనుక మీరు కొనాలి అని అనుకుంటే కనుక three bottles at a time తీసుకున్న వాళ్ళకి ఫోర్త్ బాటిల్ ఉచితంగా ఇస్తాం అంటే ఫోర్ బాటిల్స్ కి ట్వంటీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అవుతుంది అంటే త్రీ ప్లస్ వన్ ఆఫర్ ఎప్పుడైనా సరే మేము త్రీ ప్లస్ వన్ ఆఫర్ అందరికీ ఇస్తాము ప్రతి ప్రొడక్ట్ మీద సో విధంగా డైరెక్ట్ మా వద్ద తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా త్రీ ప్లస్ వన్ ఆఫర్ కింద ఈ ఆయిల్ని అందించడం అనేది జరుగుతుంది ఈ ఆయిల్ వాడే విధానం చాలా మంది కూడా మమ్మల్ని అడుగుతున్నారు ఇంతకుముందు మీరు ఇచ్చినప్పుడు తేనె నెయ్యి యాడ్ చేసుకోమన్నారు కదా ఇప్పుడు ఇందులో కంప్లీట్గా అన్ని మిక్స్ చేసి రావడం అనేది జరుగుతుంది అయితే ఈ మిక్స్ చేసి వచ్చినటువంటి ఆయిల్ని ప్రతిరోజు ఏదో ఒక టైంలో ఒకసారైనా పర్లేదు రెండు అయినా పర్లేదు మీ ఇష్టం అంగం చుట్టూ హెయిర్ అంతా పూర్తిగా తీసివేయాలి ఎందుకంటే మసాజ్ చేసేటప్పుడు పెయిన్ వస్తుంటుంది కాబట్టి ఈ ఆయిల్ని ఒక తొమ్మిది నుంచి పది చుక్కలు అందం మీద వేసి అందం బాడీ జాయింట్ ఉంటుంది కదా ఇక్కడ బాడీ జాయింట్ ఈ బాడీ జాయింట్ గా ప్రెస్ చేసుకుంటూ ముందడికి ఇలా సాగదీసేయాలి ఓన్లీ ఇదే డైరెక్షన్ లో ఇలా ఇలా అనకూడదు ఓన్లీ వన్ డైరెక్షన్ ఎందుకంటే చాలా మంది అమెజాన్ లో దీన్ని ఎలా యూస్ చేయాలనే గురించి క్లియర్ మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము ఓకేనా సో కాపీ గైడ్ లైన్స్ ఉంటాయి కాబట్టి కాబట్టి దీన్ని అందరికీ నేను అంటే వాడే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను దీనిని ఒక ఏడు నుంచి ఎనిమిది చుక్కలు ఇలా వేసేసి మంచిగా మసాజ్ ఓన్లీ వన్ డైరెక్షన్ లో మసాజ్ చేసుకోవాలి ఇలా ఇలా అనకూడదు ఒకవేళ మీకు కొద్దిగా ఇంకింది అనుకోండి మళ్ళీ ఒక రెండు మూడు చుక్కలు మళ్ళీ యాడ్ చేసుకొని మసాజ్ చేయాలి అట్లా కొంచెం మరీ గట్టిగా అనద్దు మరీ మెత్తగా అనకుండా మీడియంగా మసాజ్ చేసుకోవాలి ఇలా ఒకటే లో ఖచ్చితంగా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీరు వీలైతే రెండు సార్లు చేసుకోండి లేదంటే ఒకసారి అయినా చేసుకోండి కనీసం అండ్ ఎన్ని రోజులు వాడాలి అని చాలా మంది అడుగుతున్నారు అట్లీస్ట్ దీన్ని మీరు ఒక త్రీ టు ఫోర్ మంత్స్ అయినా వాడుకోవాలి చాలా మంది వన్ మంత్ అయితే సరిపోతుంది వన్ మంత్ లో పూర్తి రిజల్ట్ అనేది మనకి ఏమీ రాదు జస్ట్ నరాలు అనేది కొంచెం పైకి వస్తుంటే అంత తప్పించి ఖచ్చితంగా త్రీ టు ఫోర్ మంత్స్ అనేది ఈ ఆయిల్ ఉపయోగించుకోవాలి సో దానివల్ల మీకు మంచి ఫలితం అనేది లభిస్తుంది ముందే చెప్తున్నారు ఎందుకంటే ఏదో మాయమంత్రం చేసినట్టుగా అందం పెరగడం అనేది చాలా అంటే పాసిబుల్ విషయం కాదు కాబట్టి ఖచ్చితంగా ఫోర్ మంత్స్ దీన్ని వాడినట్లయితే తప్పకుండా మంచి పరిమాణం అనేది పొందడం పొందడం జరుగుతుంది సో కొంతమందిలో రిజల్ట్ రావు రావడం లేదు అని కొంతమంది అడుగుతున్నారు దానికి కారణం కూడా చెప్తాను హస్తప్రయోగం అధికంగా చేసే వాళ్ళలో రిజల్ట్ అనేది త్వరగా కనపడదు మీకు ఇకపోతే పొట్టిగా లావుగా ఉన్న వాళ్ళలో లేదంటే పొట్ట ఉన్న వాళ్ళలో టైట్ డ్రయర్లు జిప్ ప్యాంట్లు ఎక్కువగా వేసుకున్న వాళ్ళు ఈ సమస్య అనేది మనం ఎక్కువగా త్వరగా గుర్తించలేము అంటే మరి ఏం చేయమంటారు అని అంటే ఎప్పుడు కూడా ఫ్రీగా ఉండే విధంగా కాటన్ డ్రెస్సెస్ వేసుకుంటూ ఉండండి నైట్ కూడా షార్ట్స్ వేసుకుంటాం ఎందుకంటే అంగ పరిమాణం పెరిగిన తర్వాత వీటి ప్రెషర్ వల్ల మళ్ళీ తగ్గకుండా ఉండాలి కుదించుకోపోకుండా ఉండాలి అండ్ హస్తప్రాయం అనేది ఆపోజిట్ డైరెక్షన్ లో చేస్తాం కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ఇబ్బంది కలిగే అవకాశం కూడా ఉంటుంది సో పొట్ట పొట్ట ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే అంగం యొక్క అంటే పొట్ట నుండి రావడమే జరుగుతుంది కాబట్టి పొట్ట ముందరికి వచ్చినప్పుడు అంగ పరిమాణం గా లోపలికి వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి సాధ్యాధారం పొట్ట తగ్గించడం ప్రయత్నం చేయండి సో దీనివల్ల ఈ ఆయిల్ అనేది చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని అందిస్తుంది మీరు త్రూ అమెజాన్ ద్వారా అయినా తీసుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ లేదా మాకు మాత్రం ముందు అమౌంట్ వేస్తేనే మీకు కొరియర్ ద్వారా త్రీ ప్లస్ వన్ ఆఫర్ని పంపించగలుగుతాము సో వాడే విధానము అదే అంతేకాదు చాలా మంది ఏదైనా పథ్యం ఉంటుందని అడుగుతున్నారు ఏ పథ్యం ఉండదు అన్ని తినచ్చు ఒక డ్రింకింగ్ మాత్రం తక్కువ చేసుకోవాలి అండ్ స్మోకింగ్ అస్సలు చేయకూడదు ఓకేనా ఈ విషయాలు మాత్రం చాలా మంది గుర్తుపెట్టుకోండి ఈ ఆయిల్ వాడే సందర్భంలో డ్రింకింగ్ స్మోకింగ్ డ్రింకింగ్ అన్నా తక్కువ చేసుకోండి మొత్తంగా మానేసిన అవసరం ఏం లేదు అలవాటు రాదు బట్ స్మోకింగ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు ఓకేనా సో ఈ ఆయిల్ ని ఖచ్చితంగా త్రీ టు ఫోర్ మంత్స్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు వాడే విధానం చెప్పింది అంతేకాదు ఇది అప్లై చేసుకున్న తర్వాత వన్ అవర్ దాకా క్లీన్ చేసుకోకూడదు ఓకేనా గుర్తుపెట్టుకోండి అలాగే ఉంచుకోండి పడకుండా ఏం పర్వాలేదు వన్ అవర్ క్లీన్ చేసుకోవద్దు ఒకవేళ మ్యారేజ్ అయిన వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి అని అనుకుంటే కనుక వన్ అవర్ తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకొని పార్టిసిపేట్ చేసుకోవచ్చు ఒకవేళ అలాగే చేసినా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ స్త్రీలకు కూడా రావు అండ్ ముందు సుష్ణానికి తాకినా కూడా దీనివల్ల ఎలాంటి సమస్యలు ఉండవు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశమే లేదు ఓకేనా సో అన్ని సేఫ్టీ సర్టిఫికేట్స్ అన్ని మెజర్మెంట్స్ అన్ని కరెక్ట్ గా తీసుకున్న తర్వాతనే దీన్ని మార్కెట్లోకి రిలీజ్ చేయడం అనేది జరిగింది కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ కాబట్టి మీరు కావాలి అనుకుంటే త్రూ అమెజాన్ ద్వారా కానివ్వండి మా ద్వారా కూడా మీరు తెప్పించుకోవచ్చు మా ద్వారా తెప్పించుకోవాలి అని అనుకుంటే పైన స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ లో మాకు ఇట్లా బాటిల్స్ కావాలని చెప్పి మెసేజ్ పెట్టండి దానికి నేను మా PhonePe Google Pay numbers పంపిస్తాను అండ్ మీ అడ్రస్ కూడా క్లియర్ గా పిన్ కోడ్ సహా పెట్టండి మీరు అమౌంట్ వేసి స్క్రీన్ షాట్ కనుక మాకు పంపించినట్లయితే మీకు కొరియర్ ద్వారా ఈ ఆయిల్ ని పంపించడం జరుగుతుంది వచ్చాక కూడా మళ్ళీ మీకు కావాలని ఎలా వాడాలి అని కూడా మీకు క్లియర్ గా చెప్పడం జరుగుతుంది ఓకేనా సో ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు చాలా జాగ్రత్తగా చేయాలి అంటే రాంగ్ అడ్రస్ ఇవ్వకుండా కరెక్ట్గా అమౌంట్ కరెక్ట్ నెంబర్ మీ ఇచ్చిన కి వేసినట్లయితే తప్పకుండా హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఈ ఆయిల్ మీకు పంపించడం జరుగుతుంది దాన్ని మీరు స్టార్ట్ చేసుకోండి అండ్ ఏజ్ లిమిట్ చాలా మంది అడుగుతున్నారు థర్టీ ఫైవ్ బిలో ఇయర్స్ వాళ్ళకి ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎంతో కొంత improvement thirty five to forty years వాళ్ళకి కొద్ది చిన్నపాటి లావ్ అవ్వడం మాత్రం జరుగుతుంది సైజ్ పెద్దగా పెరుగుతుందా లేదా అనేది మనం ఖచ్చితంగా చెప్పలేము ఓకే ఎందుకంటే ఆ ఏజ్ లో ఆల్మోస్ట్ ఎదుగుదల అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి పూర్తిగా ఎలా ఉంటుందని మనం చెప్పలేము ఓకేనా అండ్ అంతేకాకుండా ఈ ఆయిల్ అప్లై చేయడం వల్ల శీఘ్రస్కలన సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది ఎందుకంటే అది ఇంకొక విషయం ఏంటంటే ఎక్స్టర్నల్ గా అంగం మీద బలహీన ఉంటేనే అంటే మీకు లోపల నరాల బలహీనతలో లేదంటే హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ లో హార్మోన్స్ తక్కువ ఉండడం వల్ల అయితే మాత్రం ఇది క్యూర్ చేయలేదు అంటే ఇంటర్నల్ గా క్యూర్ చేయలేదు బట్ ఎక్స్టర్నల్ గా ప్రయోగం వల్ల ఏర్పడ్డ కొంచెం నరాలకు ఇబ్బంది కలిగినప్పుడు క్యూర్ చేయడం కానివ్వండి లేదా అంగం మీద నరాలలో బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుంది అయితే అంగం మీద ఇబ్బందులు ఉన్నప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ ఉపయోగపడుతుంది కానీ లోపల నుంచి వచ్చే హార్మోన్స్ వల్ల వచ్చే బ్లడ్ ని మాత్రం పెంచడానికి ఉపయోగపడదు ఈ this is only for external use అంటే ఎక్స్టర్నల్ గా మీకు అంగం మీద అన్ని రకాల సమస్యలు ఇది క్యూర్ చేస్తుంది బట్ ఇంటర్నల్గా సమస్య ఉంటే గా అప్లై చేయడం వల్ల ప్రయోజనం ఉండదు ఓకే సో ఫ్రెండ్స్ మీకు కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న మా లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది అమెజాన్ లింక్ దాని ద్వారా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఓకే మళ్ళీ ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్స్ ద్వారా తెలియజేయండి లేదా నా వాట్సాప్లో కూడా అడిగినా కూడా నేను రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంటుంది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కొంచెం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ అమలైన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ